hi friends welcome back to Karthik icon YouTube channel friends ఈరోజు వీడియో వచ్చేసి దుర్గామాత ఊరేగింపు సో లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా దుర్గామాత ఊరేగింపు తీసాము కానీ ఈసారి జర వాతావరణం అనుకూలించలేదు సో అందుకనే కొంచెం తీయడం కొంచెం ఇబ్బంది అయింది సో ఆ ఇబ్బందులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో మీరు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఆ వీడియో చూసుకుంటూ వీడియోని లైక్ షేర్ కొట్టడం మర్చిపోతురు సో అందుకనే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి లాస్ట్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లుందో so let's go watch the video Nandini Vishwa Vinodini నందను ज আগমনে উল্লাসে আলিঙ্গনে মহামারী মুছে যাবে আজ পিঠে পড়লো কাটি পুজো হোক জমজমাটি নতুন সাজে সেজেছে আকাশ సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను so thank you for spending your valuable time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో కమెంట్ చేసి మర్చిపోలేరు కదా ఒకవేళ మర్చిపోతే వెంటనే వెళ్ళి కామెంట్ చేయండి ఇంకో వీడియోలో కలుద్దాం ఇంకా కింద వీడియోలు ఉంటాయి ఆ వీడియోలు కూడా చూడండి ఇక్కడ ఐకార్డ్లో లాస్ట్ టైం వీడియో మనం లాస్ట్ టైం తీసిన వీడియో కూడా ఉంటుంది అది కూడా చూడండి సో బాయ్ ఫ్రెండ్స్